అమ్మాయిని తులసి మొక్కను పెంచినట్టు పద్ధతిగా పెంచారు అవును అంత మాత ఆశీర్వాదం మీ అబ్బాయి క్యాంపస్ ఎలక్షన్ లో జాబ్ కుట్టడంత చిన్న విషయం కాదు సార్ అంతా మీ ప్లానింగ్ ప్లానింగ్ అను హైదరాబాద్ లో ఎక్కడుండాలో నేను డిసైడ్ చేసేసాను కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా తక ఒంటరి ఏడుతుంటరి గోడు అందంగా వినిపిస్తోంది తాక తదింతా తా తకిట తదిం తా తాకత దిం తా తకిట తక ఏంటి నీ ఉద్దేశం రిలేషన్ విత్ బెనిఫిట్స్ నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే you are so lucky I think you got it shall we hang out somewhere organic పీస్లా ఉన్నా ఫ్లాట్ కొస్తావా నీకైతే రెడీ ఓకేనా ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం రోజు దుబ్బి తాగడం పొద్దునే తలగట్టుకుని కూర్చోడు పద్ధతి అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో బాగున్నారా అత్తయ్య పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మొన్న చెప్పి డాక్టర్ డెబ్బై తొమ్మిది ఒక అత్త రత్తలైంది చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి